ఈనాటి మా సురభి ప్రదర్శన మాయా బజార్ నాటకం ఒక గంట యాభై నిమిషాల పాటు ఉంటుంది పద్దెనిమిది వందల ఎనభైలో నాటకం పుట్టింది మన తెలుగు వారికి సురభి నాటకాలు పుట్టి ఇప్పటికి నూట ముప్పై రెండు సంవత్సరాలు తోలుబొమ్మలాటని నాటకంగా మలిచిన వాడు వనార్స గోవిందరావు గారు మా తల్లి గారి తండ్రి వనార్స గోవిందరావు వారి తమ్ముడు చిన్నరామయ్య మాయాబజార్ ఉంది పంతొమ్మిది వందల యాభై ఐదులో పుట్టింది ఫస్ట్ మా మాయాబజార్ పుట్టింది మా పుట్టి మా నాటకం తర్వాత యాభై ఏళ్ళు సినిమా వచ్చింది రెండు గొప్పగా నడిచాయి మమ్మ మా నాటకాలు చూడడానికి ఎన్టీ రామారావు గారు కేవీ రెడ్డి గారు అప్పట్లో మహానుభావుడంతో చూడడం జరిగింది మా వాళ్ళ నాటకం అప్పట్లో అప్పుడు చూశారు అది తర్వాత మా అప్పుడు మా నాటకం ఈ నాటకం అలాగే నిలబడింది సినిమా కూడా అలాగే నిలబడగలిగింది గొప్పగా ఉంది మా ఎవరు సొరభి నాటకం రెండు గొప్పగానే నిలబడి ప్రపంచంలో అయితే మేము ఎన్ని నాటకాలు వేసినా ఏం వేసినా ఎందుకు ఒక ముద్ర సురభివరంగా మాయాబజార్ నా నెంబర్ వన్లో మాయాబజార్ ఉంటుంది అదొక ముద్ర అలాగే సురభి ఎప్పుడు కూడాను ప్రతిరోజు కొత్తది ఇప్పుడు మాయాబజార్ ఉంది అప్పుడు యాభై ఐదులో పుట్టిన మాయాబజార్లో ఒకటి ఇప్పుడు ఎవరు చూడగా దీన్ని మార్చుకుంటూనే ఉంటాం ప్రతిదీ ఉంటాం ఈనాడు హైదరాబాద్ వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత ఒకలాగా నా నాటకాలు ఉన్నాయి అప్పుడు ఐదారు గంటలు ఆడేవాళ్ళు ఐదారు గడ గంటలు మలుచుకుంటూ ప్రతి నాటకం చేసుకుంటూ వచ్చి ఈనాడు రెండు గంటలు ఆడాము ఎప్పుడు కొత్తదనం కొత్త అలాగే సంగీతంలో పాటల్లో ఎన్నో రకరకాలు చేస్తూనే ఉంటాం కూర్చో పూర్వం నుంచి మనకు పద్యమం మన గొప్పది పద్యం భారతదేశంలో మన తెలుగువారికి మాత్రమే ఉంది పద్యం ఇంకెవరికి లేదు పిచ్చిగా పాడతారు పద్యం చాలా శ్రావ్యంగా పాడతారు అందంగా పాడతారు ప్రేక్షకులు ఎప్పుడూ సురభి నాటకాన్ని చూస్తూనే ఉన్నారు సురభి నాటకం అన్నది ఒక సమిష్టి కృషి యాభై అరవై మంది కలిసి మాది కుటుంబ వ్యవస్థ ఒక థియేటర్ టెంపరీ రేకులతో థియేటర్ నిర్మించుకొని ఇలాగే ఫిట్ గడ తవ్వుకొని ఒక నెల రెండు నెలలు ఇప్పుడు నాటకాలు రోజు విడిచి రోజు ప్రదర్శిస్తుండేవాళ్ళు రాత్రి పదికో ఎప్పుడో స్టార్ట్ చేసి తెల్లవారులు ఆడుతుండేవాళ్ళు అప్పటి రోజుల్లో అప్పుడు అర్ధనాలు అనాలు అప్పుడు పెట్టిన రోజులు తర్వాత రాను రాను నాకు అరవై ఎనిమిది అరవై తొమ్మిది నాకు తెలిసిన తర్వాత మా మా టికెట్ నలభై పైసలు ముప్పై పైసలు రూపాయి ఉండేది సెవెంటీ ఫైవ్ అలా అలాగుండేది మా టికెట్ నేను మా సమాధానం వచ్చినప్పుడు నాకు తెలిసినప్పుడు జనాలు విపరీతంగా చూసేవాళ్ళు ఆ టికెట్ మీదే మా వాళ్ళు సొరబేన మా వాళ్ళంతా బత బతకగలిగారు బతికారు అటువంటి అరవై యాభై అరవై సమాజాలు కాలక్రమేణా వస్తున్నటువంటి ఆదాయాలు సరిపోక జనాలు చూస్తున్నారు ప్రేక్షకాధారణ ఎప్పుడూ ఉంది సురభి నాటకం అనగానే భారీ సెట్టింగులు ట్రిక్స్ ఎఫెక్ట్స్ ఒక సమిష్టి కృషి చంటిబిడ్డు చంటిబిడ్డు వేషము ఒక ఒక ఒక దగ్గర మా హాల్లో వచ్చి మీరు కూర్చోగానే ఆ లైట్ ఆఫ్ కానీ మేము ఆ కృష్ణలీలలో ఎత్తగానే ఆ వైకుంఠం సీన్ చూడగానే ఆ వింజగా వైకుంఠంలో మనం ఉన్నామా అంత గొప్పగా మేము క్రియేట్ చేస్తాం అక్కడ పాంట్ మీద విష్ణువు పడుకోవడము లక్ష్మీదేవి కాలుతో ఉండము ఆ శేష పాంట్లోంచి ఆ స్మోక్ వస్తూ ఉండడము అక్కడ దేవతలంతా మొరపెట్టుకోవడము విష్ణువు బొడ్లోంచి బ్రహ్మదేవుడు కనబడము రకరకాల గొప్పగా ఉంటుంది ఆ సముద్రంలో కనబడము దేవతలు చెప్పుకోవడము అది మేమే క్రియేట్ ఇంకెవరు భారతదేశంలో చేయలేరు అది సమిష్టి కృషి అది అయిపోగానే టక్కని కంసుని ఎక్కడో చూపిస్తారు రథం మీద అక్కడ ఇరవై ముప్పై మంది సైనికులతో గట్టు చూపిస్తారు అది ఓన్లీ సొరభి వాళ్ళే చేయగలరు ఇబ్బంది పడ్డారు ఈనాడు నేను కూడా ఇబ్బందులు పడుతూనే ఈ థియేటర్ నడపాల్సి వస్తుంది ఎందుకంటే పదిహేను పదహారు మంది పిల్లలు ఆడవాళ్ళంతా పిల్లలంతా ఉన్నారు వాళ్ళంతా రోజు పొద్దున్నే కాలేజీలకి యూనివర్సిటీస్కి వెళ్ళి చదువుకొని వచ్చి మళ్ళీ రాత్రి డెడికేటెడ్గా వేషాలు వేస్తారు నా పిల్లలు ఈనాడు నా దగ్గర ఫోర్త్ క్లాస్ నుంచి ఎంబీఏ ఎంసీఏ డాక్టరేట్స్ నాటకరంగా మీరు డాక్టరేట్స్ చేస్తారు తెలుగు యూనివర్సిటీలో ఈ మధ్యలో కొరవరకు డాక్టరేట్ కూడా ఇచ్చారు రేపు మాపు ముగ్గురు నాలుగు పిల్లలకు డాక్టరేట్స్ మళ్ళీ అవుతారు వీళ్ళందరూ కష్టపడుతూ నానా యాతన పడుతూ పొద్దున్నే చదువుకుంటూ ఎక్కడికో వెళ్తారు భువనగిరి వెళ్తారు కింద భువనగిరి యాభై కిలోమీటర్లు అంటే రానుపోను వంద కిలోమీటర్లు పొద్దున్నే వచ్చి మళ్ళీ నాటకంలో వేషాలు వేస్తారు అంత కష్టపడి నా పిల్లలు చదువుకుంటూ నాతో పాటు నా నాటకానికి కృషి చేస్తున్నారు నా ఆడవాళ్ళు కానీ వాళ్ళు కానీ ఈనాడు భారతదేశంలో ఒక సమిష్టి కుటుంబం చూడాలంటే నా దగ్గరే మీరు చూడగలరు ఇంకెక్కడా చూడలేదు ఒక రంగస్థలం మీద ఒక పెళ్ళి పెళ్లి సీన్ అవుతున్నా ఒక రాజకుమార్తె వెనక చెలికెత్తలు వచ్చిన ఒక పదిహేను పదిహేను ఇరవై మంది ఆడపిల్లలను చక్కగా ఒక లంగా జాకెట్తో మన తెలుగు సాంప్రదాయంగా చూడాలంటే ఒల్ని సొరబి నా స్టేజ్ మీదే మీరు చూడగలరు ఇంకా భారతదేశంలో ఎక్కడ చూడలేదు డెబ్బై నాలుగు డెబ్బై ఐదులో ఒక కట్టెని మేము రాయించాలంటే ఇప్పుడు మీరు ఒక కట్టెని దిగి వెళ్ళింది కదా ఒక దిగింది అదప్పుడు ఒక మూడు వందలు నాలుగు వందలు పెడితే ఆ కట్టిన అయిపోయేది మేమే రాసుకుంటాం మా వాళ్ళు అన్ని మా వాళ్ళే చేసుకుంటారు కాబట్టి అలాగే మేకప్ ఆ రోజుల్లో మేకప్ ఖర్చు డెబ్బై డెబ్బై ఒకటి డెబ్బై రెండు నాకు తెలిసి ఒక యాభై రూపాయలకు మేకప్ అయిపోయింది యాభై కూడా అవసరం లేదు అప్పుడంతా కొబ్బరి నూనె మూడు రూపాయలు ఎంతో కిలో ఉండేది మా వాళ్ళు జింకు ఇవన్నీ వాడతారు జింకని మేము రెడ్లే అని కలుపుకొని వేస్తాం అది ముఖం పాడు చేసేస్తుంది అయినా అలాగే పేదరికాలు కదా అలాగే వాడుకునేవాళ్ళు ఈనాడైతే చూపులు గట్ట వాడుతున్నారు బాగానే పర్లేదు ఈరోజు మేము ఎప్పుడు కూడా విలేజ్లు ఒక విలేజ్లు ఒక మండల హెడ్ క్వార్టర్లు జిల్లా హెడ్ క్వార్టర్లు చాలా తక్కువ ఈ మండలంలో రావాలి ఈ జిల్లాల్లో ఆడాలి హైదరాబాద్లో టౌన్లో ఎందుకు ఆడకూడదని నేను నలభై సంవత్సరాలుగా కష్టపడి కష్టపడి ఎదిగి అందరిని పరిచయాలు చేసుకొని పెంచుకొని నా నాటకం విలేజ్కే పరిమితి కాకుండా అన్ని రకాల మార్పులు చేసుకుంటూ ఈనాడు ఒక జాతి అంతర్జాతీయ స్థాయికి నా వెంకటేశ్వర నాట్యం మండలి ఆ స్థాయికి ఎదిగింది ఎదగడానికి నేను చాలా నేను కానీ నా కుటుంబం కానీ చాలా కష్టపడ్డాను దానికి మా పని ఎఫెక్ట్స్ ట్రిక్స్ ఉంటాయి ఇలా అనగానే పట్టుకున్న ఎఫెక్ట్ రావు మంట రావాలి మంట రాగానే అభివృద్ధి బాణవేగానే వర్షం ఉంటుంది ఇందులో ఏది మిస్ అయినా ఎఫెక్ట్ పోతుంది అసలు మాకు సురభి నాటకం అనగానే ఒక భయం ప్రీతమైన సెట్లు ఎఫెక్ట్స్ ఇవన్నీ ఉంటాయి కానీ నాది టికెట్ నాటకం నేను టికెట్ మీద బతకాలి టికెట్ జనం రాకపోతే నేను నాటకం నాకు ఏ ఏ నాటకం బాగా టికెట్ వస్తే అదే నేను ఆడుకోగలను నేను సంవత్సరానికి డెబ్బై ఎనభై నాటకాలు ఒకటి మాయాబజారే ఆడతాను ఎక్కువగా ఆడతాను ఎందుకంటే నాకు జనం ప్రేక్షకులు ఎక్కువ వస్తారు ఇక్కడ నాకు ఒక ముప్పై నలభై వేల మంది మన హైదరాబాద్లో మా సొరబి నాటకాలు చూసే వాళ్ళే అభిమానులు ఉన్నారు వాళ్ళంతా విపరీతంగా వస్తారు కొందరంతా కంపెనీస్ అంతా కూడా స్పాన్సర్ చేస్తూ ఉంటారు గత పన్నెండు సంవత్సరాలుగా హైదరాబాద్ మహానగరంలో డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ తెలంగాణ ప్రభుత్వం మా రమణాచార్య నేతృత్వంలో ఇక్కడ నేను నాటకాలు ప్రదర్శిస్తూ ఉన్నాను Thank you. కెరసనాల దీపాన్ని పెట్టారు తర్వాత పద్నాలుగో నెంబర్తో ఆడారు తర్వాత పెట్రోల్ ఆక్సైడ్స్ పెట్టారు తర్వాత డీజిల్ ఇంజిన్తో ఆడారు ఈనాడు కరెంట్ ఇంజిన్తో ఆడుతున్నారు పెరిగింది ఏం పెరిగినా ఏమీ లేనప్పటి నుంచి ఎఫెక్ట్స్ పెడుతున్నారు ఆయిల్ ఆమదాలు లైట్లు దీపాలు ఉన్నప్పటి నుంచి కూడా మా వాళ్ళు ఎఫెక్ట్లు పెడుతూ ఆడుతున్నారు నాటి నుంచి అవి మేము డెవలప్ చేసుకుంటూ ఈనాడు బాగా క్రియేట్ చేసాం అనుకోండి పైగా మా నాటకాల్లో అపసవ్యాలు ఉండవు బూతులు ఉండవు ప్రభుత్వాన్ని విమర్శ ఉండదు చక్కగా నీట్గా ఉంటుంది నాటకం నాటకం చూస్తుంటే మన సంస్కారం సంస్కృతి ఒట్టిపడుతుంది మంది మహాభారతం పాద్ది కాదుగా రామాయణం పాద్ది కాదు రామాయణం ఎప్పుడు రామాయణమే భారతం ఎప్పుడు భారతమే భాగవతం ఎప్పుడు భాగవతమే దాన్ని మోడరేషన్ చేసుకుంటూ వస్తాం కొత్తదాన్ని చేసుకుంటాం ఒకైపోతుంది మేము ఒక నాటకం తయారు చేయండి పది పన్నెండు లక్షలు అవుతుంది డబ్బులు ఎక్కడ కావాలి డబ్బులు ఇస్తే అందరూ మాట్లాడేస్తారు కడుపు నిండితే అందరికీ చాలువా చాలు కడుపు నిండినోడికి డబ్బులు కావాలి సన్మానం చేస్తే కడుపులో శాలువ అమౌంట్ ఇస్తూ పేపర్లు వేసుకుంటారు ఆకలితో ఉన్నవాడికి ఆ శాలువ అమౌంట్ ఎందుకు నేను నాలుగు జనరేషన్తో కలిసి బతికిన వాడిని పిల్లలతో తిరిగా తిరుగుతుంది ఇప్పుడు నా మనమలతో కూడా తిరుగుతున్నా ఈ మధ్యన మాయాబజార్ని మేమంత గొప్పగా ట్రిక్స్ ఆడుతున్నాము మా పిల్లలు అంటే ఇరవై సంవత్సరాల్లో పిల్లలందరితో మాయాబజార్ సెట్ చేయించాము ఇరవై కూడా లేవు పద్దెనిమిదిలో పిల్లలందరికీ అలాగే రకరకాల ఎక్స్పెరిమెంట్ ఒక నాటకం చేయండి ఎంత టైం పడుతుంది ఎంత కావాలి పెరిగిన పెరిగి ఉండవచ్చు శశిరేఖ చూస్తున్నాడు మరి నాటకం ఇప్పుడు కొత్త మాకు తప్పటితో పడలేదు తప్పట్లు ఎవరికంటే కొత్తగా నాటకం ఆడేవాడికి ఇప్పుడు జనరేషన్ ఆ నాటకాలు చూడలేకపోతున్నారు ఇప్పుడు జనరేషను ఇప్పుడు నూట నలభై నూట యాభై ఛానల్స్ వచ్చాయి పిల్లలు ఇలాగ మంచి కూర్చొని పూర్వం అయితే కాలుతో నొక్కేవాళ్ళు టీవీని కాలుతోటి నొక్కుతూ చదువుకుంటుండేవాళ్ళు ఇప్పుడు కాలు తీసేది అదృష్టం అది అది చెప్తే తెలియాలి ఆయన ఎవరు గొప్పవాడని అలా అటువంటి కలిసి నీనాడేమైంది రిమోట్ వచ్చేసింది నూట నలభై నూట యాభై ఛానల్ హాయిగా పడుకొని తింటూ చూస్తున్నాను మంచాల మీద పడుకొని అటువంటి ఛానళ్ళు కూడా అటువంటి ఛానల్ ఉండి కూడా నా నాటకానికి జన్మ వస్తాను ఏదో ఒకటి మాకు చేయాలని తపన ఉంటుంది సురభి అనగానే ఇది మనది వాళ్ళకి ఏదైనా మనం చేయాలి మన నాటకాన్ని వాళ్ళు కాపాడుతున్నారు ఒక ఒక గొప్ప ఒక అభిమానం మా మీద ఉంటుంది అందుకే ఈనాడు ఇంతవరకు బతకగలిగింది సురభి మీద ఇటు నాటకం ఆడుకోవాలి థియేటర్ ఆడుకోవాలి నాటకాన్ని బతికించుకోవాలి బతుకు చూసుకోవాలి మళ్ళీ సంఘానికి సేవ చేసుకోవాలి ఇన్ని రకాలు ఎప్పుడు లేదు ఎప్పుడు కూడా నేను సంవత్సరంలో వంద వంద రోజులు నేను పస్తులే ఉన్నా సంవత్సరంలో వంద రాత్రులు పస్తులే ఉన్నా తిండి లేక ఆ తిరిగి తిరిగి పడుకునేవాడు తిండి ఉండేది కాదు ఎన్నిసార్లు ఇదే నాంపల్లి స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద పడుకున్నాను ఎన్నిసార్లు కాచిగూడ స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద పడుకున్నాను ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్తూ నేను నా కుటుంబం ఆ ప్లాట్ఫామ్ మీద ఈ సామాన్లు పెట్టుకొని పడితే ఎన్నిసార్లు పోలీసు వచ్చి కడతో కొడితే అది పది రూపాయలు ఐదు రూపాయలు ఎన్నిసార్లు ఇచ్చాను నేను ఇదే ప్లాట్ఫామ్స్ మీద ఇదే ప్లాట్ఫామ్ ఇప్పుడు నన్ను ఇన్వైట్ చేసి విమానం మీద తీసుకెళ్తున్నాను ఆ లెవెల్కి ఎదిగా ప్లాట్ఫామ్ నిలబడగానే అవన్నీ గుర్తుకొస్తాయి జీవితంతో అనిపించిన వాళ్ళు నాటకాన్ని గొప్పగా బతికించాలి బతకాలి ఒక లెవెల్కి వెళ్ళిపోయాం నాటకం గొప్పగా సురభి నాటకం గొప్పగా ఉంటుంది లేదా ఆయన ఆయన ఒక లెవెల్ ఒక పద్మశ్రీ బాబ్జీ గారి నాటకం గొప్పగా ఉంటుంది అని ఒక ఎరిగిన తర్వాత దాన్ని మన కిందకి దిగదారిలో ఆ స్టాండర్డ్లోనే మనం నాటకం ఆడాలి ఆ పద్ధతిలో ఉండాలి అలాగే నాటకం ఉంటుంది మేము ముగ్గురు వచ్చినా ఐదు వచ్చినా ఐదు మంది వచ్చినా నాటకం అలాగే ఆడతాం ఐదు వందల మంది వచ్చినా అలాగే ఆడతాం ఐదు వేల మంది వచ్చినా నాటకం అలాగే ఆడతాం అలా గొప్పగానే మా నాటకం స్టాండర్డ్ పోదు కానీ ఇబ్బందులు పడుతూనే అంటే పోరాడుతూనే నాటకాన్ని ఆడుతున్నాను ఎందుకంటే దృశ్యం సొరబే నాటకం ఇతర నాటకాలు శ్రావ్యం పద్యం పాడుతూ మనం బయట నుంచి కూడా వినొచ్చు కానీ సొరబే నాటకం రెండు గంటలు మూడు గంటలు కళ్ళతోటే చూడాలి ఎక్కడ కళ్ళు కళ్ళు ఆడితే ఎక్కడ ఎఫెక్ట్ పోతుందో అని అది సొరబే నాటకం సొరబే నాటకం దృశ్యం సొరబే నాటకం మన జాతి సంపద Tânia tá Breira, capa.